hi friends welcome to my channel ఈ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి మాచే విశేష కుంకుమార్చన మరియు ఒకరోజు దిగ్విజయ చండీ హవనము నిర్వహించబడును కావున ఆసక్తి ఉన్నవారు ఈ చిర్రావరి వంటశాల యొక్క ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ వివరాలకు వెంటనే సంప్రదించగలరు ఫ్రైడ్ రైస్ అంటే తెలియని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా కానీ కొంతమందికి ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేస్తుంటే బయట మనం తినే ఫ్రైడ్ రైస్ టేస్ట్ రావట్లేదు ఎందుకో అని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ వీడియోలో మీకోసం బయట కొనుక్కునే టేస్ట్తో ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక కప్ బాస్మతి రైస్ని బౌల్లో తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీరు పోసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక మందపాటి మరియు వెడల్పైన బాండి కానీ గిన్నె కానీ తీసుకుని అది వేడైన తర్వాత ఒక కప్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి ఆరు కప్పుల నీళ్లు పోసుకుని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని మరిగించుకోవాలి నీరు మరిగిన తర్వాత నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్లోని నీళ్ళన్నీ తీసేసి మరుగుతున్న నీటిలో వేసి ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలి ఈ బాస్మతి రైస్ ఉడికేటప్పుడు ఎక్కువసార్లు కదుపుకోకూడదు ఎందుకంటే రైస్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది చూసారా ఎంత చక్కగా ఉడుకుతోందో కదా ఈ బాస్మతి రైస్ నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీనిని ఒక చిల్లుల బొట్టులో పోసుకుని పైనుంచి కొన్ని చన్నీళ్ళు కూడా పోసుకుంటే కనుక రైస్ అనేది ముద్ద అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని ఇది వేడైన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఆయిల్ ఎక్కువగా వేసుకోకూడదు నేను ఇక్కడ పావు కిలో బియ్యానికి రెండు స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసుకుంటున్నాను అది వేడైన తర్వాత ఒక పెద్ద క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అవి అలాగే యాభై గ్రాముల ఫ్రెంచ్ బీన్స్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లికాడలు కూడా వేసుకుని ఒక నిమిషం మగ్గించుకోవాలి ఫ్రైడ్ రైస్లో ఉండే వెజిటబుల్స్ ఫుల్గా కుక్ అవ్వకూడదు సగం మగ్గితే సరిపోతుంది అప్పుడే ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇలా సగం మగ్గిన తర్వాత ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మన వెజ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు అర స్పూన్ సోయా సాస్ ఇది ఆప్షనల్ మాత్రమే అలాగే ఒక స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ రైస్కి టేస్ట్ని పెంచే వైట్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా అజనమోటో కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఎంతో yummy yummy veg fried rice ready ఇంకెందుకు ఆలస్యం డిష్ అవుట్ చేసేసుకుందాం దీనిపై కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే తినడానికి సూపర్గా ఉంటుంది ఇదే ఫ్రైడ్ రైస్ మనం బయట కొనుక్కుంటే చాలా కాస్ట్లీ కానీ మనం ఇంట్లోనే తయారు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఉల్లి వెల్లుల్లి లేని శాకాహార వంటలు పూజలు మరియు ప్రసాదాల కోసం మా మరొక ఛానల్ చిరావరి వంటశాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ